ఏడవ అధ్యాయం మొదటి వాక్యం ఒకసారి చదువుకుందాం ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో దేవుని భయముతో సంపూర్తి చేసుకొనొచ్చు సంపూర్తి చేసుకునొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము పవిత్రులుగా చేసుకుందుము శరీరమునకును ఆత్మకు కలిగినటువంటి సమస్త కన్మషం నుండి మనల్ని పౌతులుగా చేసుకునము ఎందువలన ఈ వాగ్దానాలు మనకున్నవి కనుక దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాగ్దానములు మనకున్నవి కనుక దేవుని భయంతో మనం జీవించాలి కన్వర్షన్లన్నీ తొలగించుకొని జీవించాలి దేవుని యొక్క వాగ్దానం ఆ వాగ్దానం ఏంటంటే ముందు అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చదివిన తర్వాత ఈ వాగ్దానములు అని చెప్తున్నారు కనుక ముందు అధ్యాయం ఆరో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆరో అధ్యాయంలో మనం ఒకసారి చదువుకుందాం పదహారో వాక్యం ఒకసారి చదవండి దేవుని ఆలయమునకును మనం జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము దేవుడు ఇలాగనే సెలవిస్తున్నాడు వాటిలో నేను నివసించి సంచరించును నేను వారి యూదా ప్రజలై ఉందరు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండు ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దాన్ని ముట్టకూడని అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని చెప్పుచున్నాడు చెప్పుచున్నాడు మరియు మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును మీకు తండ్రిని అయ్యుందును మీరు నా కుమారులను కుమార్తెలై ఉందరని కుమార్తెలై ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ప్రభు చెప్పుచున్నాడు ప్రియులారా సమయంలో దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు చేసి ఉన్నారు ఒకటేంటంటే నేను వారి మధ్యలో నేను నివసిస్తూ ఉన్నాను వారు నా ప్ర మీరు నాకు ప్రజలై ఉందరు కావున వారి మధ్యలో నుండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండండి అంటున్నారు మీరు వారి మధ్యలో నుండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండండి వారు నాకు ప్రజలు నేను వారికి దేవుడై ఉందను అని మీరు నాకు కుమార్తెలు కుమారులను కుమార్తెలై నేను మీకు దేవుడై ఉందని దేవుడు వాగ్దానం చేసేవారు కనుక ప్రియులారా మనం ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు జీవం కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అది మనం గ్రహించాలి మనం ఒట్టి బొమ్మల్ని ఆరాధించడం కాదు అవన్నీ బొమ్మలన్నీ మాట్లాడవు దానికి జీవం ఉండదు ఏముండదు బొమ్మలు పెట్టుకొని ఆరాధిస్తారు చాలామంది మనం జీవం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అది మనం గ్రహించాలి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ఏసయ్య మన కొరకు జీవాన్ని అర్పించినటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు పిల్లారా మనం జీవిస్తున్నాం ఏసే మన రక్షకుడు జీవం కలిగిన దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మనకు దేవుడు యేసు ప్రభు మన రక్షకుడు ఆయన దేవుడై ఉన్నాడు ఇదే మనకు ప్రియులార మరలా సంవత్సరం సంవత్సరం మనకు ఇంకొక దేవుడు అలవడు ఇంకొక దేవుడు మనకు రాడు ఒకటే దేవుడు దేవునికి స్తోత్రం అందరికీ దేవుడు ఒక్కడే కనుక ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతగానో జాగ్రత్తగా ఉండాలి భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం ఎంతో భయంకరంగా కనుక ప్రియులారా దేవుని సెల్లో మనం సమర్పించుకొని దేవుని సెల్లో ప్రియులారా మన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడని మనం గ్రహించుకొని ఆ దేవుని కొరకు మనం జీవించాలి అదే దేవుని యొక్క వాగ్దానం మనకు ఉన్నది ఇక్కడ మనం అధ్యాయంలో మనం చూసినట్లయితే కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి ఒకసారి జాగ్రత్త మనం చదువుకుందామా పద్నాలుగో వాక్యం చదవండి ఒకసారి ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మీరు విశ్వాసులతో నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము మళ్ళీ ఒకసారి చదమ్మా మీరు మీరు అవిశ్వాసులతో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండ జోడుగా ఉండకుడి నీతికి నీతికి ఏమి సాంగత్యం ఏ సాంగత్యం అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు ప్రియులారా ఇక్కడ కొన్ని విషయాలు కొరిందులకు అపోసలటువంటి పావులు రాస్తూ చెప్తున్నారు కొరిందులో ఉన్నటువంటి మంచి సంఘం ఆ రోజుల్లో పెద్ద సంఘం మంచి సంఘం కొరిందులో ఉన్నటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు అయితే వారు దేవునిసలో ఎక్కువ కృపా కృపావరములు కూడా కలిగి జీవించినటువంటి వారే కొరిందులో ఉన్నటువంటి వారు అలాగనే జీవిస్తున్నటువంటి సంఘానికి అపోసినటువంటి పావులు చెప్పినటువంటి మాటలు మనం చదువుతున్నాం అపోజరుని పౌలు వారితో ఏమంటున్నారండి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అవిశ్వాసులతో అవిశ్వాసతో జోడుగా అంటే ఎక్కువ సహవాసంగా ఉండకూడదు అని అర్థం అవిశ్వాసం అవిశ్వాసులతో మనం కలిసిమెలిసి ఉండకూడదు అవిశ్వాసులు దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తారు అవిశ్వాసులు దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు మాట్లాడతారు దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేస్తారు కనుక ప్రియులారా అవిశ్వాసులతో మనం కలిసిమెలిసి ఉండకూడదు అంటే మనం మాట్లాడకూడదని కాదు మాట్లాడవచ్చు మనం ఎక్కడైనా జాబుకు వెళ్ళినా వ్యాపారం చేసినా అవిశ్వాసులు మన ప్రక్కనే ఉంటారు కానీ ఎక్కువ అవిశ్వాసులతో స్నేహం పెట్టుకొని వారితో ఎక్కువగా ఉండకూడదని బైబిల్ చెప్పుచున్నది మనం ప్రత్యేక పరచబడినటువంటి దేవుని యొక్క బిడ్డలము ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుని యొక్క సంఘం కనుక దేవుని బిడ్డలు వారిలో నుండి దూరంగా ఉండాలి వారి మాటలో కానీ వారి యొక్క జీవితంలో కలిసి ఉండకూడదు వారి బూతులు ఆడతారు మనం వారితో కలిసి ఉండే ఆ బూతులే మనకు కూడా వస్తుంది వారి ఇష్టమతులుగా జీవిస్తారు దుర్మార్గ జీవితం వారికి ఉండయి చెడు జీవితాలు వారికి ఉండయి అదే వారితో మనం ఎక్కువ కలిసిమెలిసి ఉండే ఆ చెడు మాటలు చెడు జీవితాలన్నీ మనకు వచ్చేస్తుంది మనమేమో వారిని మార్చలేకపోతున్నాం కానీ మనల్ని వారు కావాలని మార్చేస్తారు ఏ అలాగనే చాలామంది మారిపోయినటువంటి వారు ఉన్నారు కనుక మనం వారితో కలిసి అలాగనే ఉన్నట్లయితే సహవాసం చేసినట్లయితే ప్రియులారా మనకు చాలా ఆ ఇబ్బందులు బాధలు మనకు వస్తుంది కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు వాళ్ళని పిలిచారు అటువంటి వారిలో నుండి దేవుడు వాళ్ళని పిలిచి ప్రత్యేకపరచబడి దేవుడిలో మనం ముందుకు సాగుతున్నాం కనుక అది మనం గ్రహించాలి చాలా భయంకరమైనటువంటి శిక్ష లోకానికి రాబో వస్తున్నాయి భయంకరమైనటువంటి శిక్ష పిల్లారా ఇప్పుడు చూడండి దాకా నేను చెప్పినట్లుగా స్కూల్కి అన్ని చాలా చోట్ల స్కూళ్ళని సెలవిచ్చారు ఆఫీసులు కూడా నడవటం లేదు పిల్లల విమానాలన్నీ ఆపేశారు కొన్ని ట్రైన్స్ ఆపేశారు ఏ బస్సులు మాత్రం నడుస్తున్నాయి ఎక్కువ మంది కూడ ఒక చోట్ల కూడి ఉండకూడదని ప్రత్యేకంగా గవర్నమెంట్ యొక్క ఆజ్ఞ అలాంటి కాన్ఫరెన్స్ కానీ మీటింగ్స్లు కానీ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ క్యాన్సిల్ చేయమని ఎందుకంటే ఇప్పుడు ఈ వైరస్ ఈ రోగం పాగుతున్నాయి చాలా భయంకరంగా ఎంతోమంది చనిపోతున్నారు అన్ని దేశాల్లో కూడా ఈ వైరస్ వచ్చేసి చాలామంది చనిపోతున్నారు చెప్తున్నారు ఎంతో భయంకరంగా కానీ ఇప్పుడు ఈ మనుషులు మరణించడం అనేది ఈనాడే కాదు ఇది ఈ రోజులే బయలుదేరినది కాదు మనం దీనికి ఆశ్చర్యపడక్కర్లేదు కొన్ని చిన్న సంవత్సరాల కిందట మన నా చిన్నప్పుడు నాకు తెలుసు కాలరా అనేటువంటి వ్యాధి రోగం వచ్చింది దేశంలో ఏ మీకు గుర్తుందో లేదో ఏ కలరా వ్యాధి ఆ కలరా వ్యాధి వచ్చి ఎంతమంది చనిపోయారు అట్లా చనిపోయారు వేలాది వేలు మంది ఆయా దేశంలో దానికి మందు కనిపెట్టలేదు ఆ రోజుల్లో పిల్లారా చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఆ రోజు వచ్చి ఎంతోమంది చనిపోవటం జరిగినాయి కానీ తర్వాత ఆ వ్యాధికి మందులు కనిపెట్టారు మరలా అది కొంచెం తగ్గిపోయినాయి అలాగనే ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా ఏదో ఒక వ్యాధి బయలుదేరుతానే ఉన్నాయి టైఫాయిడ్ జ్వరాలని తర్వాత టైఫాయిడ్ జ్వరానికి కూడా ఇదివరకు మందులు సరిగా కనిపెట్టలేదు తర్వాత మనిషి మందులు కూడా కనిపెడుతున్నారు కనిపెట్టారు తర్వాత టైఫాయిడ్ వ్యాధి అలాగనే ఇంకా విష జ్వరాలు డెంగీ జ్వరం అని ఆ జ్వరం అని ఈ జ్వరం అని తర్వాత క్యాన్సరు ఎయిడ్స్ వ్యాధి ఈ విధంగా ఏదో ఒక వ్యాధి లోకములో బయలుదేరుతానే ఉన్నాయి ఇవన్నీ కూడా దేవుని యొక్క శిక్ష భయంకరమైనటువంటి శిక్ష కానీ ఎలాంటి వ్యాధి అయినా విడుదల పెట్టడానికి దేవుడు శక్తిమందుడు మన యొక్క దేవుడు ప్రార్థన ఆలగించినటువంటి దేవుడు దేవునికి తెలియకుండా ఏ వ్యాధి లేదు పిల్లల చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నామో మనం మర్చిపోకూడదు ఆనాడు కూడా పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే వేలాది మంది రోగాలు వచ్చి కూడా చనిపోయారు ఏ రోగాలు వచ్చి చనిపోయినటువంటి దినాలు ఆ రోజుల్లో కూడా ఉన్నది దావీదు రాజు ప్రభుత్వ పరిపాలన కాలములో చూడండి రెండవ సమయాల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం మనం చూసినట్లయితే మనకు కనబడుతున్నది అక్కడ మనం చూసినట్లయితే ఒకసారి మనం చూసుకుందాము రెండవ సమయలు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదవండి యగోవా కోపము ఇస్రాయేలు మీద రగులు కొనగా ఆయన వారి మీదకి ప్రేరేపణ చేసి చేసి పోయి ఇస్రాయేల్ వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను ఆజ్ఞ ఇచ్చాను అందుకు రాజు తన ఎదురున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతనేది నాకు తెలియగలందుకై ఈ విధంగా అక్కడ ఇస్రాయేలుకు యుద్ధం కలిగింది ఇస్రాయేల్ రెండుగా చీలిపోయారు యూదా వారని ఇస్రాయేల్ వారని అక్కడ కొన్ని ఇబ్బందులు బాధలు వచ్చిన వారు కొన్ని తప్పులు కూడా చేశారు అయితే దేవునికి ఇష్టం లేకుండా వారు ఉన్నారు పదియో వచ్చిన నుంచి మనం చదువుకుందాం సంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా దావీదు మనసు కొట్టుకొనగా నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకుంటుని పాపం నేను పట్టుకుంటుని నా జీవితంలో గొప్ప పాపం నేను చేశాను పిల్లారా లోకంలో పాపం పెరిగినట్లయితే దేవుడు సహించలేకపోతున్నారు పాపం పెరుగుట వల్లనే ఈ వ్యాధులు రోగాలు అన్నీ కూడా లోకంలో బయలుదేరుతున్నాయి అలనాడు మనకు తెలుసు పాపం పెరిగినందునే నోవ కాలంలో జలప్రలయం వచ్చినాయి మనుషులందరినీ కొట్టుకొని పోయింది పాపం వలన జలప్రలయం భయంకరమైనటువంటి బాధలు ప్రియులారా చూడండి పాపం పెరిగితే దేవుడు సహించలేకపోతున్నారు ఈ రోజుల్లో కూడా పాపం పెరిగిపోతున్నది విగ్రహారాధులు ఎక్కువైపోయినాయి ఏ విగ్రహం కూడా మీరు చెయ్యకూడదని చెప్తే క్రైస్తవులు కూడా అప్రిలారా కొంతమంది విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తున్నారు క్రైస్తవులు కూడా కొబ్బరికాయలు కొట్టడము వెండ్రుకలు పెట్టడము క్రైస్తవులు కూడా ఉన్నాయి మనకు కూడా చాలామంది మొక్కుబడు మొక్కుబడు మొక్కుకుంటారు ఎక్కడ వెళ్ళి ఏ అక్కడికి వెళ్ళి వెండ్రుకలు ఇస్తాను కొబ్బరికాయలు ఇస్తాను అని మొక్కుకుంటారు మన మనకు కూడా కొంతమంది ఏ అయితే ఆలాంటి మొరొక్కుడు సైతాను మొక్కది మనం దేవుని బిడలమే దేవుని ప్రజలు దేనికి మొక్కరొక్కకూడదు సాతాను మొక్కు మనకు ఉండకూడదు దేవునికే మొక్కాలి కానీ దేవుని సాతాను సంబంధమైనటువంటి క్రియలకు మనం మొక్కకూడదు కొంతమంది మొక్కుతారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు ఇలా విధంగా ప్రియులారా జీవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు విగ్రహారాధన పాల భయంకరమైనటువంటి పాపం దేవుడు ఏమన్నారంటే ఇస్రాయల్కి ఆజ్ఞ ఇచ్చినప్పుడు పది ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు ఇస్రాయల్కు పది ఆజ్ఞలకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారు పైన ఆకాశం అందే గాని భూమి అందే గాని భూమి కింద గాని అందే గాని దేని రూపమైన దేని రూపమైనను విగ్రహమైనను విగ్రహ విగ్రహమైనను విగ్రహమైనను చేసుకొనకూడదు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు పూజింపకూడదు వాటిని పూజింపకూడదు ఎలనగా దేవుడైన యహోవానకు నేను దేవుడైన యహోవాను నేనే గల దేవుడను ఆ దేవుడను దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి సంతోషం నా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం ఆమెన్ హాలేలుయా దేవుడు ప్రత్యేకముగా ఇస్రాయేల్ కాజ్ఞ ఇచ్చినప్పుడు పైన ఆకాశం కింద భూమి అందే కానీ భూమి కింద నేలందే కానీ ఉన్నటువంటి దేని రూపం కూడా మీరు పెట్టుకొనకూడదు దేని రూపం కూడా చేసుకొనకూడదు కనుక పిల్లారా రూపాలు పెట్టుకొని చేసుకొని ఆరాధించటం అంటే దేవునికి ఇష్టం కాదు ఆ దేవునికి ఇష్టం లేదు ఏ రూపంలో కూడా దేవుడు ఉంటాడు దేవుడు మన మధ్యలోనే ఉంటాడు ఇద్దరు ముగ్గురు నా నామ పేరుట ఎక్కడ కూడా నేను వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చారు కనుక ఏ విగ్రహం పెట్టకూడదు క్రైస్తవులేండి ఇప్పుడు ప్రభు బొమ్మ పెట్టుకొని మరియం బొమ్మ పెట్టుకొని బొమ్మకి ఆరాధిస్తారు యేసుప్రభు బొమ్మ యేసు ఆ యేసుప్రభు బొమ్మ నిజమైనటువంటి బొమ్మ ఏం కాదు ఆనాడు ఫోటో తీసేవాళ్ళు కానీ రాసేవాళ్ళు లేరు తర్వాత అదొక విగ్రహం అదే ఏదో ఒక బొమ్మ పెట్టుకొని చేసేవారు సరే ఏది ఏమైనా ఏమైనప్పటికీ ప్రియులారా ఏ విగ్రహం కూడా అంటే దేవుని రూపంలో ఏ బొమ్మ పెట్టుకొని విగ్రహం పెట్టుకొని ఉండకూడదు బిగ్గరగానే కొంతమంది తగులుస్తారు మెడకి అన్నీ కొంతమంది బంగారంతో తయారు చేసి బంగారం బొమ్మ అయితే ఇంకా చాలా విలువ కలిగింది కదా బెండి బొమ్మ బంగారు బొమ్మ ఇవన్నీ నేను కొన్ని విషయాలు మనం కూడా నేర్చుకోవడానికి ఇలాంటి విషయాలు చెప్తున్నాను అనమాట అలాంటి బొమ్మ పెట్టుకొని గొలుసు పెట్టుకుంటారు ఈశ్వర బొమ్మ పెట్టుకొని అది విగ్రహరాతని అలాంటి నీవు చేయకూడదు విగ్రహారాధన మనకు ఉండకూడదు ఏ బొమ్మను మనం పెట్టుకొని యేసుబ్రహ్మ కానీ మరియమ్మ కానీ పెట్టుకొని ప్రేరాడించకూడదు మీ శరీరంలో ఇంకా ఆ సైతానే ఉంటున్నది దేవుడే కాదు ప్రైసలాడ హాలేలుయా సంతోషం లేదు ఎవరు కూడా ఆమె హాలేలుయా పిల్లలు మనం గ్రహించడానికి తెలుసుకోవడానికి చెప్తున్నాను ఎందుకంటే తెలియక మనం వాళ్ళు చాలామంది అలా చేస్తారు అలాంటి బొమ్మలు మనకు ఉండకూడదు బొమ్మకి మనం మొక్కకూడదు కనుక పాపం ఇస్రాయిల్లో పెరిగిపోయింది ఇస్రాయిల్ దేవుని ప్రజలే ప్రత్యేకపరచబడినటువంటి జనాంకం అయితే వారిలో పాపం పెరిగినందువలన దేవుడు సహించలేకపోయారు ఇప్పుడు దావీ ఏమంటున్నాడు అంటే నేను దేవుని సెల్లో నేను చేసిన పాపము వలన చేసిన పాపం వలన గొప్ప పాపము కట్టుకుంటుని గొప్ప పాపం నేను పట్టుకుంటుని ఎంతో నేను ఎంతో అవివేకినై ఎంతో నేను అవివేకునై దాన్ని చేసి తిని యహోవా కరుణించి నీ దాసునైన నా దోషము పరిహరింపమని ఎగోవా కరుణించి నీ దాసుడైనా మీ దాసుడైనా నా దోషమును పరిహరింపమని నా దోషములు పరిగించ పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా యెహోవాతో మనవి చేయక మన దావీదు లేచినప్పుడు దావీదు లేచినప్పుడు దావీదునకు దావీదునకు దీర్ఘదర్శి యొక్క గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను ఇలాగనే సెలవిచ్చెను నీవు పోయి దావీదుతో ఇట్లనుము యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను మూడు విషయాలు మీ దగ్గర పెట్టుకొనుచున్నాను అన్నాడు జాగ్రత్త వినండి జాగ్రత్త వినాలి దావీదు పాపం చేసినందువలన ఇస్రాయేల్ పాపం చేసినందువలన దేవుడు మూడు ఆంక్షలు పెట్టారనమాట మూడు విషయాలు మీ దగ్గర నేను పెట్టుకున్నా పెట్టుకుంటున్నాను నేనే పరిగణిస్తాను మీ పాపం విడిపిస్తాను కానీ ఒక సంగతి మూడు విషయాలు పెడుతున్నా ఉన్నారు అదేంటో మూడు విషయాలు ఒక చదవండి వాటిలో ఒక దానిని నువ్వు కోరుకుని ఎడల వాటిలో మూడు విషయాలు ఏదో ఒకటి నువ్వు కోరుకో అలాగనే జరిగినప్పుడు పాపాలు పోతది అన్నారు నేను అది నీ మీదకి రప్పించేదను అది మీ మీ మీద కింద రప్పిస్తానంటున్నారు కావున గాదు దావిదకు వచ్చి దావిదకు వచ్చి సంగతి తెలియజెప్పి ఈ సంగతి తెలియజెప్పను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు ఒకటి దేశమందు ఏడు సంవత్సరం ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు క్షామం కలుగుటకు ఒప్పుకుందువా ఒప్పుకుందువా ప్రిలారా దావీదు ఇస్రాయేలు వారు పాపం చేసినందువలన దేవునికి విరోధంగా వారు ప్రవర్తించినందువలన దేవుడు వారిని వారు వారు దేవుని దగ్గరికి వచ్చి క్షమ అడుగుతున్నారు ప్రార్థన చేస్తున్నారు అయితే ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ఆలగిస్తున్నారు కానీ మూడు కార్యం మీద పెడుతున్నా దాని అందులో ఏదో ఒకటి కోరుకున్నారు శిక్ష శిక్ష అది ఒకటి ఏంటంటే ఏడు సంవత్సరం భూమి మీద కరువు వారికి భయంకరమైనటువంటి కరువు ఏడు సంవత్సరం రెండవదిగా నేను తరుముచున నీ శత్రువుల ఎదుట నీ శత్రు ఎదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవటకు ఒప్పుకుందువా మూడు నెలలు నీ శత్రు ఎదుట నుంచి పారిపోవాలి అడవి ఎదుట తిరగాలి ఊగలో ఉండాలి ఎక్కడెక్కడో నీ పారిపోవాలి శత్రువు నిన్ను వెంబడిస్తారు శత్రువుకు నీ భయపడి పారిపోవాలి అన్నారు రెండవదిగా మూడవదిగా మీ దేశమందు మూడు దినములు మీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా తెగులు తెగులు రేగు రేగుటకు ఒప్పుకొందువా యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వవలసిన యుక్తమును యుక్తమైనటువంటి జవాబు నీవు తెలియచెప్పమనను తెలియచెప్పమన్న దేవుడు చెప్పారండి ఇది ఇస్రాయేల్ ఇస్రాయేల్ పాపం చేసినారు దేవుడు అనుగ్రహించిన పై వారు పొందలేకపోతున్నారు మరి దావీదు పాపం చేసినాడు దావీదు దేవుడు చెప్పినట్లుగా చేయలేదు అయితే ఇక్కడ అంటే దావీదు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా దేవా నన్ను క్షమించము ఈ వీటిలో నాకు బిడుదల దాచివని ఆ ప్రార్థించినప్పుడు దేవుడు మూడు కార్యాలు చెప్పారు ఒకటి ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు భయంకరమైన క్షామం తర్వాత రెండవదిగా శత్రువు మూడు నెలలు నిన్ను తరిమి వెంటాడుతారు శత్రువు దగ్గర నుంచి పారిపోవాలి శత్రువుని జయించలేవు నీ పారిపోయి ఎక్కడెక్కడో అడవిలో కానీ ఎక్కడ ఉండవలసి వస్తుంది పారిపోవాలని చెప్పారు నా మూడవదిగా ఏం చెప్పారు మూడు దినములు తెగులు కరువు ఏమో ఏడు సంవత్సరాలు కరువు శత్రువుని శత్రువు ఎదుట పారిపోవటం ఏంటంటే మూడు నెలలు తర్వాత సంహారము మూడు రోజులు ఇందులో ఏది నీవు కోరుతావో అన్నారు ఇప్పుడు మీరు చూడండి ఏడు సంవత్సరాల కరువు అయితే దేశం చాలా భయంకరంగా ఉంటుంది ఏ మూడున్నర సంవత్సరం ఏలియా ప్రార్థించినప్పుడు కరువు వచ్చింది చాలా భయంకరం వండ ఆహారం లేదు అన్ని ఎంతో మంది చనిపోతున్నారు భయంకరమైనటువంటి కరువు అయితే అలాగైతే ఏడు సంవత్సరాలు కరువు వస్తే ఎంత సహించగలరు చాలా భయంకరమైనటువంటి స్థితి వింటున్నారా మీరు జాగ్రత్త వినండి దేవునికి సోదరం చెప్పండి ఒకసారి మధ్యలో సోదరం చెప్తూ ఉన్నారు దేవునికి సోదరం హాలేలియా గట్టిగా దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్తామా అమేన్ హాలేలుయా ఏడు సంవత్సరాలని కరువు కోరుకోమన్నారు లేదా మూడు సంవత్సరాలు శత్రువుని వెంబడిస్తారు మూడు నెల మూడు నెలలు మూడు నెలలు శత్రువుని వెంటాడుతాడు నీ పారిపోవాలి శత్రువుని జయించలేవు నీవు ఎక్కడెక్కడో నీ పారిపోవాలి ఏం నువ్వేం కోరుకుండా కోరుకోమన్నారు మూడవది ఒకటి చెప్పారు మూడు రోజులు ఆ భయంకరమైనటువంటి సంహారం మారి భయంకరమైనటువంటి తెగుళ్ళు ఆ తెగులుకు మూడు సం మూడు రోజులు వచ్చినటువంటి తెగులు సహించలేరు అంత భయంకరమైనటువంటి తెగులు ప్రియులారా ఎక్కడో వైరస్ బయలుదేరింది కరోనా వచ్చింది అయితే ఆ కరోనాకి అక్కడ ఒక విడుదల లేవు ఆ దేశంలో ఏ దేశంలో వచ్చినటువంటి తెగులు ఏమైంది పారిపోయి ఆ తెగులు వచ్చేసి భారతదేశంలోను ఇటలీలోను అమెరికా దేశం లోకమంతా కూడా పాగుతున్నాయి ఆ తెగులు ఎంతో భయంకరం పిల్లారా ఈ శిక్ష దేవుని యొక్క శిక్ష తప్ప మరి ఏది కాదు దేవునికి స్తోత్రం పిల్లారా మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి భక్తి కలిగి మన దేవుని కొరకు జీవించాలి ఇలాంటి తెగులు వచ్చినప్పుడు భయంకరమైనటువంటి విధాలుగా లోకం ముందుకు సాగుతుంది అని మనం గ్రహించాలి పిల్లారా క్రైస్తవులు వెళ్ళి మతం పేరట్ట ఏ హిందువుల్ని చంపడం లేదు క్రైస్తవులు వెళ్ళి ముస్లిమ్స్ని చంపడం లేదు మీ ముస్లిం నమ్మ నమ్ముతున్నారు ఏ అని చెప్పేసి ఎవరైనా చంపేస్తున్నారా ఎవరిని చంపడం లేదు కానీ ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో ఏసు కొరకు జీవించినటువంటి దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో చాలా దేశంలో క్రైస్తవుల్ని చంపేస్తున్నారు ప్రియులారా చర్చిలు పాడు చేస్తున్నారు మందిరాన్ని పడగొడుతున్నారు క్రైస్తవులను చంపేస్తున్నారు ఈ విధంగా లోకంలో జరుగుతూ ఉండే దేవుడు ఊరుకుంటాడా దేవుడు ఊరుకోరు చైనా దేశం కూడా క్రైస్తవులకు విరోధమైనటువంటి దేశం ఇలా దేవుని యొక్క శిక్షే తప్ప ఇలాంటిది కాదు ఈ భయంకరమైనటువంటి తెగులు లోకంలో బయలుదేరింది ఇప్పుడు ప్రియులార చూడండి వాహనాలు ఫ్లైట్లు తిరగటం లేదు వ్యాపారం జరిగే జరగటం లేదు ట్రైన్ కూడా కొన్ని ఆపేస్తున్నారు స్కూల్ ఆపేస్తున్నారు ప్రియులార కొన్ని కొన్ని దేశంలో అన్నీ ఆపేసి గ్రామీణ గవర్నమెంట్ కూడా చాలా నష్టం ఎంతో భయంకరంగా ఉన్నాయి ఇలాంటి ఒక సమయం ఎప్పుడు కూడా నేను వినలేదు ఇప్పుడు ఇలా ఎంతో భయంకరంగా ఉంది ఈ తెగులు బయలుదేరి ఆనాడు కూడా తెగులు బయలుదేరింది దావీదు ప్రార్థించారు దావీదుతో దేవుడు నాడండి ఈ మూడిటిలో నీవు ఏదో ఒకటి ఉన్నారు ఏడు సంవత్సరాలు కరువు లేకపోతే మూడు నెలలు శత్రువుని వెంబ వెండాడతాడు లేకపోతే అది లేకపోతే మూడు రోజులు భయంకరమైనటువంటి తెగులు ఆ తెగులు వచ్చి చాలా మంది చచ్చిపోతారు దానికి మందు లేదు ఏం లేదు చాలా మంది చనిపోతారని చెప్పారు మూడిట్లో ఏదో ఒకటి కోరుకోమంటే దావీదు ఏం కోరుకున్నాడు దావీదు అప్పుడు దావీదు నాకేమి తోచుకున్నది నాకేం తోచుకొచ్చినది గొప్ప చిక్కుల్లో ఉన్నాను గొప్ప చిక్కుల్లో ప్రియులారా గొప్ప చిక్కుల్లో దావీదు అంటున్నాడు నేను ఏం కోరుకోవాలో అర్థం కావడం లేదు ఏడు సంవత్సరాలు కరువు కోరుకుంటామా దేశం అంతా కరువు వచ్చేసి ఆహారం లేక చస్తారు మనుషులు అయితే మూడు నెలలు శత్రువు వెంబడిస్తా వెంబడి నేను ఎక్కడికి మూడు నెలలు వెళ్ళాలి ఏ అడవిలో తిరగాలి ఎక్కడ దాక్కోవాలి దావీదు చాలా భయంకరంగా అనుకున్నాను మూడు రోజులు పోయి తెగులు కోరుకుంటామా తెగులు కోరుకుంటే మూడు రోజులు ఎంతమంది చేస్తారు ఎంతమంది చనిపోతారు భయంకరమైనటువంటి ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదని దావీదు ప్రియులారా దేవునిసల్లో నేను గొప్ప చిక్కులో ఉన్నాం మనకు కూడా ఇలాంటి సమయం వస్తుంది అంటే ఇలాంటి తెగులు అలాంటిది రాకపోయినా మనకు కుటుంబంలో సమస్యలు ఇబ్బందులు వచ్చేసి మనం దేవునితో మనం ప్రార్థన చేస్తున్నాం ఒకసారి మనం ప్రార్థన చేస్తుంటాం ఏమని ప్రార్థన చేస్తాము అయ్యా ప్రభువా నేను గొప్ప చిక్కులో ఉన్నాను నేను గొప్ప కష్టంలో ఉన్నాను బాధలతో ఉన్నాను నన్ను క్షమించమని దేవుని సెల్లో మనం అడుగుతూ ఉంటాం ప్రియులారా భయంకరమైనటువంటి దినాలు అదే దావిదంటున్నాడు ఇది దేవునికి దేవునితో నేను ఏం కోరుకోవాలి నాకు అర్థం కావటం లేదు నేను గొప్ప చిక్కులో ఉన్న తర్వాత యహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక అయితే యహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా పడకుండా యహోవా చేతిలోనే పడదుము గాక చేతిలోనే పడటము గాక అని కాని ఆ దేవునికి స్తోత్రం ప్రిలారా దేవుని యొక్క చిత్తానుసారముగా దావీదు వెళ్ళాలని దేవునికే వదిలేసారు నేను మనుషుల చేతిలో పడకూడదు మనుషులు నన్ను ఏం చేయకుండా ఉండడానికి మనుషుల చేతిలో పడకుండా ఉండడానికి దేవా నీ ఇష్టమే నీ చిత్తమని దావీదు ప్రార్థన చేసేవారు ప్రియులారి ఆ దేవుని చిత్తానుసారముగా మనం జీవించడానికి మనం ప్రార్థన చేయాలి దేవుని సల్లో ప్రియులారి సమర్పించుకొని మనం ముందుకు సాగాలి మన కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ప్రభు ఆ నిశ్చిత ఏంటో అని మనం ప్రార్థన చేయాలి ఇబ్బందులు వచ్చినప్పుడు బిడ్డల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రియులారా మనం దేవునితో మనం ప్రార్థన చేయాలి దేవా చిత్తమే నెరవేర్చిన గాక అని మనం ప్రార్థించాలి అప్పుడు దేవుడే మనం దీవిస్తారు దావిదే ప్రార్థన చేస్తున్నాడు నేను మనుషుల్లో పడకూడదు మనుషుల చేతికి పడకుండా యహోవా చేతిలోనే పడదు యహోవా చేతిలోనే పడదురు అనను అందుకు యహోవా అందుకు యహోవా ఇస్రాయేల్ మీదకి తెగులు రప్పించగా ఇస్రాయేల్ మీద తెగులు రప్పించగా ఆ దినం ఉదయం మొదలుకొని ఆ దినం ఉదయం మొదలుకొని సమాజ కూటమ వేళ వరకు అది జరుగుచూ ఉండేను జరుగుచుండెను అందుచేత దాను నుండి బెర్షెబా వరకు డెబ్బది వేల మంది మృతి నొందిరి డెబ్బది వేల మంది మృతి నొందిరి ఎంతమంది మృతి పొందారండి డెబ్బై వేల మంది ఇప్పుడు మనం ఆశ్చర్యపడుతున్నాం ఐదు వేల మంది ఈ ఈ తెగులు వచ్చి ఐదు వేల మంది చనిపోయారు ఐదు వేల మంది ఎక్కువ చనిపోయారు నేను అనుకున్నాం అయితే ఏప్రిల్ ఆరు లక్షలాది మందిలో వ్యాధి ఉన్నదని మనం గ్రహిస్తే ఐదు వేల మంది చనిపోయారు అని మనం వింటే మనం ఆశ్చర్యపోతున్నాం అయ్యో ఇంతమంది చనిపోతున్నారా ఏంట అని ఆ రోజులో కూడా జరిగింది ఇలా దేవుని యొక్క శిక్ష మనుషులు దేవుని కొరకు జీవించాలని జీవం కలిగిన దేవుని ఆరాధించాలని ఆ విగ్రహ పూజలు విగ్రహ పూజలన్నీ ఉండకూడదని దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నారు కానీ దేవుని యొక్క ఇష్ట ప్రకారం మనుషులు జీవించడం లేదు దేవునికి విరోధముగా మనుషులు జీవిస్తున్నారు దేవునికి ఇష్టం లేకుండా దేవునికి విరోధంగా మనుషులు జీవించి ఒక్కరి మీద ఒక్కరు దేశాలు దేశాలు అసూయలు కలగాలు గొడవలు సమస్యలు ఇవన్నీ వచ్చి ఇష్టమతులుగా మనుషులు జీవిస్తున్నారు దేవుడు ఎంతవరకు సహించగలవాడు ఒక్క దేవుడు ఉన్నాడని మనం గ్రహించాలి మన పైన ఒక దేవుడు ఉన్నాడు ఒక జీవం కలిగినటువంటి ఒక దేవుడు మన పైన ఉన్నాడని మనం గ్రహించుకొని దేవుని కొరకు ప్రియులారా మనం జీవించాలి దేవుని చిత్తానుసారముగా మనల్ని సమర్పించుకోవాలి ఆనాడు దావీదు దేవుని చిత్తానుసారంగా ఉన్న దేవు దావీదు దేవుని మీద పెట్టుకొని ప్రార్థన చేసేవాడు దావీదు ప్రార్థన చేస్తే ఉదయం మొదలుకొని తెగులు ప్రారంభమైంది ఏ తెగులు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి వరకు తెలియదు ఆనాడు ఇంతమంది వైద్యాలు లేవు డాక్టర్లు లేరు తెగులు తెగులకు మందులు లేవు ఏం కనిపెట్టలేదు అయితే ప్రియులారా వారందరూ కూడా తెగులు ప్రారంభించి అందరూ కూడా చనిపోతున్నారు ఎంతమంది చనిపోయారండి డెబ్బై వేల మంది ఎన్ని రోజుల్లో మూడు రోజులే కదా తెగులు పంపించారు మూడు రోజులకు డెబ్బై వేల మందిని దేవుడు తీసివేసేవారు చందో భయంకరంగా ప్రియులారా భయంకరమైనటువంటి దినాలు ఈ దినాల్లో మనం చూసినట్లయితే మనం అక్కడక్కడ కొన్ని కొన్ని విషయాలు ఉన్నప్పుడు మనం ఆశ్చర్యపోతున్నాం మనం ఆశ్చర్యపడక్కర్లేదు బైబిల్లో జరిగినంత నెరవేరుతుంది ప్రకటన గ్రంథములో రాయబడినటువంటి ఇవన్నీ కూడా లోకములో జరగబోతున్నది చాలా భయంకరం మన లుకాస్ వార్త పదిహేడో అధ్యాయంలో ఒక వాక్యం మనం చదువుకున్నాం ఉపవాస ప్రార్థనలో చూడండి ఒకసారి లుకాస్ వార్త పదిహేడో అధ్యాయం నోవక దినముల్లో జరిగినట్లుగా జరుగును వరకు ఆ ఓడ ఓడలోకి వెళ్ళినటువంటి దినం వరకు కూడా మనుషులు జనులు త్రాగుచు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు జలప్రళయం వచ్చి అందులో జలప్రళయం వచ్చి అందరినీ నాశనం చేసాను అందరినీ నాశనం చేసాను లోతు దినంలో జరిగినట్టు జరిగి లోతు దినములో జరిగినట్లుగా జరుగును జనులు త్రాగుచు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు ఇండ్లు కట్టుచు ఇల్లు కట్టుచు రావం చేస్తూ ఉండరి అయితే లోతు సోదామ విడిచిన దినమున అయితే లోతు సోదోమ విడిచిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరిని నాశనం చేసెను నాశనం చేసెను ప్రకారమే మనిషి కుమారుడు అలాగునే మనిషి కుమారుడు దినమున జరుగును జరుగును ఆ దినమున మిద్దె మీద ఉండువారు ఆ దినమున మిద్దె మీద ఉండువారు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవటం తీసుకొని పోవటకు ప్రిలారమే చూడండి ఆ దినమున మిద్దె మీద ఉన్నటువంటి వారు సామానం తీసుకురావటానికి కూడా అంత భయంకరమైనటువంటి దినం ఇప్పుడు మీరు వింటున్నారా ఈ వ్యాధి వచ్చేప్పటికెల్లా దేశం దేశం నుండి పంపించేస్తున్నారు ఏ దేశంలో ఆ దేశం ఇంక ఇప్పుడేమో కొంత పంపటలా ఎందుకంటే మళ్ళీ ప్రయాణములో మళ్ళీ ఏం జరుగుతుందో ఏమవుతుందో అని వారు సామాన్ తీసుకురావడానికి వీలైనటువంటి స్థితి లోకానికి రాబోతుంది అంత భయంకరంగా ఉన్నాయి ఎక్కడ ఉంటుండో అక్కడే ఆఫీసులోనే ఉండు గదిలో ఉండు మీరు ఉన్న గదిలో ఆఫీస్ కూడా రాబోతుంటున్నారు కొంతమందిని మన హైదరాబాద్ నుంచి కూడా కొంతమందిని పంపుతున్నారు ఒక పాప మన తరిగొప్పలో పాప హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది ఆ ఆఫీసులో ఎవరికో వ్యాధి లక్షణాలు ఏదో గురించి కనపడింది అందరినీ పంపించేసేవారు పిల్లారా చాలా భయంకరంగా ఉన్నాయి ఈ లోకం అంతా చూసినట్లయితే ఇది మనం విన్నప్పుడు మనం ఆశ్చర్యపడకూడదు బైబిల్లో రాయబడినటువంటి అన్ని నెరవేరుతుంది అయితే ప్రియులారా దేవుడు అనుకున్నట్లయితే ఎలాంటి వ్యాధి అయినా ఏ కరోనా అయినా ఏ వ్యాధి అయినటువంటి వ్యాధి అయినా కానీ దేవునికి ఒక్క నిమిషం ఒక్క మాట చాలు అవన్నీ తగ్గిపోతుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి భయంకరమైనటువంటి స్థితి లోకానికి వచ్చిన లోకం కొరకు మనం ప్రార్థన చేయాలి పాప జీవితంలో జీవించిన మానవ జాతి కొరకు మనం ప్రార్థన చేయాలి వారిని పాపంలో నుండి దేవుడు వారిని విడిపించి తన కృపా దేవుడు అనుగ్రహించి దేవుడు వారిని దీవించిన నిమిత్తమై వారి కొరకు ప్రిలారా మనం ప్రార్థన చేయాలి చూడండి భయంకర దినం మేడ మీద ఉన్నటువంటి వారు సామానం కొరకు తీసుకొని తీసుకొని పోవటం దిగి రాకూడదు తర్వాత అలాగే పొలంలో ఉండేవాడును పొలంలో ఉన్న వారును రాకూడదు దిగి రాకూడదు పొలంలో ఉన్నటువంటి వారు అక్కడే ఉండిపోవాలంట అంటుండే అంటే ఏ దినం అకస్మాత్తుగా పడి పడుతుందో మనకు తెలియదు పొలం మీద ఉన్నవారు పొలంలో నుండి పోవాలి తర్వాత లోతు బారిని జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం ప్రాణమును రక్షించుకొని వాడు దానిని పోగొట్టుకొని పోగొట్టుకొను పోగొట్టుకొని వాడు దాన్ని సజీవంగా కాపాడుకొను ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉంది ఇంకా చాలా విషయాలు అక్కడ చెప్తున్నారు అయితే చూడండి చాలా భయంకరమైనటువంటి దినం లోకానికి రాబోతుంది ఇది దేవునికి తెలియకుండా కాదు దేవునికి తెలుసుకుని కనుక ప్రియులారా ఎక్కడ ఉన్నటువంటి వారు మన బిడ్డలు దూరంలో ఉన్నారు పిల్లల దూరం ఉన్నటువంటి బిడ్డలు ఇంకా అక్కడికి అక్కడే ఉండి ఎప్పుడైతే ఇది ఇంకేదో తగ్గిపోతుందో తర్వాతనే వారు వచ్చేది వెళ్ళేది ప్రియులారా ఎందుకంటే వాహనం ప్రయాణం చేయడానికి వాహనం లేదు వ్యాధి ఎక్కడ బయలుదేరుతుందో చెప్పలేం భయంకరమైనటువంటి స్థితి మనందరినీ కాపాడిన దేవుడు మనకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హాలేలుయా వాళ్ళని కాపాడి బలపరిచి ఎటువంటి బా వ్యాధి బాధ రాకుండా దేశంలో ఎవరు కూడా రాకుండా తగ్గిపోవడానికి అవసరం పిల్లారా మనం ప్రార్థిస్తాం దేవుడు ప్రతి దేవుడు దీవించడానికి దేవుడు ఆశీర్వదించడానికి కనుక ప్రియులారా ప్రభు సల్లో మన జీవితాలు మనం సమర్పించుకొని మనం ముందుకు సాగాలి పాప జీవితాలు పెరిగి దేవుడు సహించలేక ఇలాంటివన్నీ వస్తున్నాయి పాపములోని దేవుడు విడుదలవ్వాలి ప్రియుల దేవుని బిడ్డలకు సెలవిచ్చినట్టు మాటలు మనం చదువుకుందాం ఇంత మధ్యలో మనం వెళ్ళిపోయాం అయితే కొరింది పత్రిక పద్నాలుగో వాక్యం మొదటి అవిశ్వాసులకు మీరు జోడుగా ఉండకూడదు ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు వెలుగునకు చీకటిలో ఏం పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం క్రీస్తునకు బెలియాలుకును ఏ సంబంధం యేసు ప్రభు కొరకు యేసు యేసు ప్రభుకి బలియాలకు ఏ సంబంధం లేదు విగ్రహానికి లేదు ప్రిలారా ఎంతో మంది బలియాలను దేవతలను విగ్రహములను దెయ్యాల్ని ప్రార్థిస్తూ ఉన్నారు దెయ్యాల్ని అదే పూజిస్తున్నారు వాటికి ఏసైకి మాత్రం ఏ పొత్తు లేదు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి విగ్రహములు ఎన్నో పేరులో దేవతలు అదేది కూడా ఏసుప్రభు ఒక్కడే యేసుప్రభు ఒక్కడే ఒక్కడే అంతేకాని వేరే దేవుడు లేవు ఏసుప్రభుకు ఆ బలి బలియాలకును ఆ విగ్రహానికి దేనికి ఏం పొత్తు లేదు కనుక మీరు వాటిలో నుండి దూరముగా ఉండు దూరముగా ఉండుడి కొన్ని కొన్ని శోధన రావడానికి కారణం ఏం చేస్తారంటే కొంతమంది ఇక్కడ ఒక మురుకు మురుకుతారు అక్కడ ఒక మురుకు మొక్కుతారు అక్కడికి మురుకు మురుకు వెళ్ళిన చోటల్లో మురుకుడ మురుకడమే ఎందుకంటే ఏ బాధ ఎట్లా తొలగిపోందో అని ప్రియులారా ఆ మురకినంద మాత్రమే కాదు కానీ నీవు దేవుని సన్నిధిలో మురకినట్లయితే దేవుని సన్నిలో మోకరించినట్లయితే నీ కన్నీరు కాచి ప్రార్థించినట్లయితే మన శోధల్లో నుండి మన శ్రమంలో నుండి మన కష్టం నుండి వాడిని విడిపించిన ఒక దేవుడే మన దేవుడు దేవునికి స్తోత్రాహాలేలియ కనికరం కలిగిన దేవుడే మన దేవుడు కరుణ చూపిన వాడు జాలి కలిగిన దేవుడు ప్రిలారా మన యొక్క దేవుడు ఆ దేవుని సెల్లో మన జీవితాలు సమర్పించుకుందాం ప్రభు కొరకు ముందుకు సాగుదాం బలియానుకును క్రిస్తునుకును ఏమి సంబంధము ఏ సంగత్యము అవిశ్వాసితో విశ్వాసకి పాలెక్కడది అవిశ్వాసతో విశ్వాసులకి పాలెక్కడ పాలెక్కడది అవిశ్వాసులకు విశ్వాసులకు పాలు లేదు అది మనం గ్రహించాలి అవిశ్వాసులు విశ్వాసులకు పాలు లేదు అంటే అర్థం విశ్వా అవిశ్వాసంతో మాట్లాడకూడదని కాదు మాట్లాడాలి లోకంలో జీవించినప్పుడు అందరితో ఉండాలి కానీ వారితో మనం కలిసి వారు చేసినటువంటి పాపానికి లోపడకూడదు దేవుని బిడ్డలు ఎలా ఉండాలండి ఏ దుష్టులు దుష్టులు దుష్టులు దుష్టుల ఆలోచన ప్రకారము నడువక్క పాపుల మార్గములు నిలువక్క అవకాశం కూర్చుని చోట్లు కూర్చుంటక్క యగోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రం దాన్ని ధ్యానించాలి దేని ధ్యానించాలి బైబిల్ ధ్యానించాలి దేవుని గ్రంథం ధ్యానించాలి దేవుని గ్రంథం ధ్యానించడానికి నీకు సమయం లేదు ఏ దేవుని వాక్యం చదవటానికి సమయం లేదు ప్రార్థన చేయడానికి సమయం లేదు దేవుళ్ళలో ముందుకు సాగటానికి మన సమయాన్ని తీసుకోవటం లేదు ప్రిలారా నీవు వ్యర్థముగా ఎన్నో సమయాలు పోగొట్టుకుంటున్నారు దేవుని వాక్యం చదవాలి అవిశ్వాసంతో కలిసి సమతులుగా మనం జీవించడానికి సమయం పోడు సమయాన్ని తీసుకుంటున్నారు కానీ దేవుని కొరకు మన సమయం వేరు చేయటం లేదు ఇప్పటి వేళ ఒకసారి వాళ్ళ ఏ పరిశోధన చేసుకుందాం నీ దేవుని సల్లో మోకరించినట్లయితే దేవుని సల్లో కన్నీరు కార్చి నీ ప్రార్థించినట్లయితే నీ కష్టములో నుండి నీ శ్రమలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తారు నీకు దేవుడు మంచి చదువిస్తారు జ్ఞానం ఇస్తారు పిల్లలు కూడా యవనస్తులు దేవునితో ప్రార్థన చేయాలి యవనస్తులు కూడా ప్రార్థించిన అనుభవం అనుకుంటా తల్లిదండ్రులు ఏదో చేస్తున్నారులే అని యవనస్తులు ఊరుకోవటం కాదు నీ జీవితాన్ని దేవుడు బాగు చేయాలంటే అంటే చిన్నపిల్లకైతే తెలియదు పెద్ద పిల్లలు అయినప్పుడు యవనస్తులు అయినప్పుడు నీ జీవితాన్ని దేవుడే దీవిస్తారు నిరహస్యంగా ప్రార్థన చేయాలి కన్నీరు ప్రార్థన చేయాలి అలా ప్రార్థిస్తే దేవుడు దీవిస్తారు నీకు మంచి విజయాన్ని ఇస్తారు మంచి ఉద్యోగం దేవుడు నీకు ఇస్తారు అన్ని దేవుడిస్తారు దేవుడు పిల్లారా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు సమస్తం దేవునికి సాధ్యం నీకు మార్గం తెలిసిన వాడు దేవుడే కానీ దేవునిలో నీవు ఉండాలి దేవుడిలో జీవించాలి కనుక యవనసులు కూడా ప్రార్థన చేయాలి దేవుడు నీకు అన్ని విషయంలో దేవుడు సహాయించేవాడు దేవునితో కన్నీరు కార్చి ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఆలగిస్తారు దేవుడు దీవిస్తా దేవునికి స్తోత్రం హాలలుయ్య కాబట్టి ప్రియులారా అదేవిధంగా దేవుడిలో మనం ముందుకు సాగుదాం దేవుని కొరకు మనం జీవిస్తాం పిల్లల దేవునికి బలియాలకులు ఏ పుత్తు లేదు అవిశ్వాసులకు విశ్వాసులతో పాలెక్కడ దేవుని ఆలయమునకు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక విగ్రహముతో ఏం పొందిక మనము జీవం దేవుని ఆలయమై ఉన్నాము మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడి లాగా సెలవిస్తున్నాడు అందుకు దేవుడి లాగా నేను వారిలో నివసించి ఆ ప్రియాలమే చూడండి మనం జీవం కలిగిన దేవునికి ఆలయము మనమే దేవునికి ఆలయం దేవుడు మనతో నివాసం చేస్తాడు మనలో దేవుడు ఉంటాడు కనుక మన దేవుని ఆలయం అని మనం గ్రహించాలి దేవుని ఆలయం అని మన మనల్ని మనం చూసుకోవాలి మన శరీరం నా శరీరం దేవునికి ఆలయమే నా శరీరములో నా లోపల నా హృదయంలో ఏసే ఉన్నాడు ఆ ఏసే నన్ను నడిపిస్తారు నా జీవితం అంతా ఏసే చేతిలో ఉన్నది అని మనం గ్రహించాలి జీవం కలిగిన దేవుని ఆలయం కనుక మనం ఆరాధించినప్పుడు కూడా జీవం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కదా పన్నొక్క రోజు మనం చూసుకున్నాం రోమపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి రెండు వాక్యాలు ఒకసారి చదవండి మనకు తెలిసిన వాక్యం ఒకసారి చదువుకుందాం దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సమర్పించుకుని దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సమర్పించుకోవాలి ఏందని దేని సమర్పించుకోవాలి హే శరీర దేవునికి అనుకూలమైన సజీవ యాగం సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరము మన హృదయం మన హృదయం సమర్పిస్తే శరీరం సమర్పించడంలే వెంట్రుకలు కాదు దేవునికి సమర్పించేది కొంతమంది వెంట్రుకలు సమర్పిస్తారు కొబ్బరికాయలు ఎన్ని కాదు దేవునికి ప్రియులారా మన హృదయం దేవునికి పూర్తిగా సమర్పించాలి నీవు దేవుని సందర్భంలో దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీద నివసించున్నాడని ఎరుగరా అని బైబిల్లో ఉన్నది కనుక సజీవ యాగముగా పన్నెండు అధ్యాయానికి వస్తాం సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకో దేవుని వాత్సల్యమును బట్టి వాత్సల్యం బట్టి ప్రతిమాలు కొరుచున్నాను అపసరణ పౌలు పిల్లారా రోములో ఉన్నటువంటి విశ్వాసులకే విశ్వాసులకే రాస్తున్నారు నేను బ్రతిమాలుకుతున్నాను అంటున్నాడు బ్రతిమాలు కొనుచున్నాను ఏమని సజీవ యాగముగా మీ శరీరం దేవునికి సమర్పించండి ప్రియమైన దేవునిలారా ఈ పాటి వేళ చెప్పేది ఏంటంటే మీ శరీరం సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి నీవే దేవునికి సమర్పించుకోవాలి నీకు ఇష్టం జీవించడానికి దేవుడు నిన్ను పిలవలేదు సజీవ యాగముగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించాలి మన అవయవులు దేవునికి సమర్పించాలి మన నోరు దేవుడు సమర్పించాలి పిల్లరా మన హృదయంలో ఏ నివాసం చేయాలి యేసు మన హృదయంలో నివాసం చేయడానికి ఒక స్థానం చేసేకి ఇవ్వండి యేసు నీతో కూడా ఉండాడు నిన్ను కాపాడుతాడు నిన్ను పట్టుకున్నాడు నీ కుడి చేయి పట్టుకొని నిన్ను కాపాడుతారు దేవునికి స్తోత్ర హాలేలు ఈ రోజుల్లో చూస్తే భయంకరమైనటువంటి రోజులు యాక్సి రోగాలు ఒక ప్రక్కన అయితే యాక్సిడెంట్లు ఒక ప్రక్కన వాహనాలు పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు మన ప్రసాద్ గారు బావు కూడా చెయ్యి కొంచెం కట్టు కట్టుకట్టేసి ఉంది ప్రియులారా మరి ఆ బావ కొరకు ప్రార్థన చేయండి అలాగనే కొంతమందికి ఇలా జరుగుతున్నాయి దేవుడు అందరినీ కాపాడువాడే కానీ ఒకసారి కొన్ని కొన్ని మనకు జరుగుతున్నాయి అంటే మన మేలు కొరకే అని మనం గ్రహించాలి దేవునికి స్తోత్రం మన మేలు కొరకే దేవుడు కొన్ని కొన్ని మన జీవితంలో వస్తున్నాయి అప్పుడు మనం దేవుని ఇష్టంలో దేవుని లోబడి దేవునికి లోబడి దేవుని మనం సమర్పించుకొని ప్రభువులో మనం ముందుకు సాగినట్లయితే దేవుడు ఎంతగానో మనని దీవించమని ఆశీర్వదిస్తారు కనుక సజీవ యాగముగా మీ శరీరాన్ని సమర్పించుకోనుడి సేవ మీకు యుక్తమైనది సేవ మీకు యుక్తమైనది లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక మీరు పరీక్షించి పరీక్షించి మనసు మారి నూతన మనసు మారి నూతన పరచుట వలన రూపాంతరం పొందుడి రూపాంతరం పొందుడు మీరు రూపాంతరం పొందుడి అంటున్నారు మనసు మారి మీరు రూపాంతరం పొందాలి దేవుని ప్రేమించాలి నీ మనసు మారి రూపాంతరం పొంది కొర కొరకు జీవించాలి ప్రిలారా మన శరీరం దేవుని ఆలయం కనుక మనం దేవుని బిడలు ఇదిగో ప్రత్యేక పరచబడినటువంటి జనాంకం కనుక మనం దేవుని సల్లో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ప్రియుల ఈ సమయంలో దేవుని దేవునిసల్లో మన జీవితాలు మనం సమర్పించుకుందాం ప్రభు కొరకు మన జీవితాలు సమర్పించుకొని దేవుని కొరకు ప్రియులారా మనం ముందుకు సాగిపోదాం సమయం ముందుకు సాగింది కాబట్టి త్వరగా ముగిస్తాను కనుక అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించండి నీ శరీరం దేవునికి సమర్పించినప్పుడు దేవుడే మనల్ని బలపరుస్తారు వాళ్ళని ఆరోగ్యపరుస్తారు వాళ్ళని కాపాడుతారు ఆయన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఇందాక కీర్తనలో వాక్యం చదువు చదువుకున్నాం కదా మీరు వారు పడినను నీది ముందర ఏం చేస్తారు లేస్తారు పడటం పడితే ఒకవేళ మన రోగాలు వస్తుంది రాదని కాదు ఇబ్బందులు వస్తుంది కానీ అయినప్పటికీ నీ దేవుడు నీ కుడి చేయి పట్టుకున్నాడు కనుక నీవు అక్కడ నుంచి లేస్తావు దేవునికి స్తోత్రం హాలేలుయ దేవుడు నా కుడి చేయి పట్టుకున్నాడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళినా ఏసైనా పట్టుకుంటున్నాడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి ఆ విశ్వాసముతో దేవుని కొర జీవించాలి సంతోషం దేవునికి స్తోత్రం చెల్లించండి ఆమె హాలేలుయా దేవుడు నా కుడి చేయి పట్టుకుంటున్నాడు నాతో కూడా ఉన్నాడని విశ్వాసం ఉన్న వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం ఆమె హాలేలుయా కాబట్టి ప్రియులారా దేవుడు మన పట్టుకొని నడిపించిన దేవుడే మన యొక్క దేవుడు అనగా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియుల కొన్ని పత్రికలు మనం వస్తాం దేవుని ఆలయమై ఉన్నాము దేవుడి లాగా సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి కనుక దేవుడు నేను వారిలో నివాసం చేస్తాను సంచరింతును నేను వారి దేవుడై వారు దేవుడై ఉందును నా ప్రజలై నేను వారు నాకు ప్రజలై నేను వారి మధ్యలో ఉంటానని చెప్తున్నాడు దేవుడు మన మధ్యలో నివాసం చేస్తాడు దేవుడు మన మధ్యలో ఉంటాడు మన మన మధ్యలో దేవుడున్నాడు కనుక జీవం కలిగిన దేవుడు పిల్లలు వారి మధ్యలో నేను నివాసం చేస్తాను అని దేవుడు అంటున్నాడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనేటువంటిది మనం గ్రహించాలి దేవుని ప్రజలమే మనం ప్రియులారా అది మనం గ్రహించాలి దేవుడు మన మధ్యలో ఉండి మనం నడిపిస్తారు ప్రభు మనకు సహాయం చేస్తారు నేను వారికి దేవుడై ఉంటాను వారు నాకు వారి మధ్య నుండి బయలువెడలి వారి మధ్యలో నుండి ఎవరి మధ్యలో నుండి ఈ లోక మనుషులో నుండి అవిశ్వాసంలో నుండి వారి మధ్యలో నుండి నీవు బయలుదేరి ప్రత్యేకంగా ఉండు ప్రత్యేకంగా ఉండు అక్కడ ఎలా ఉండాలి మనం ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకపరచబడిన జనాంకం వారితో మనం వెళ్ళకూడదండి వారి జోలికి మనం వారు చెప్పిన మాట కొంతమంది విశ్వాసులు అవిశ్వాసులు చెప్పిన మాటే వింటారు దేవుడు చెప్పే మాటలే వినరు ఏ వాక్యం వినరు వాక్యం వింటారు విని ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేస్తారు దాన్ని కానీ అవిశ్వాసం ఏదైనా అంటే ఆహా నీకు ఈ వ్యాధి వచ్చిందా అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఒక తాడు కట్టుకోండి పూర్తిగా పోతుంది ఒక తాడు కట్టుకో నీ చేతికి లేకపోతే ఇంకేదైనా అక్కడ ఒక మంత్ర విద్య అక్కడ పది రూపాయలు లేకపోతే ఒక ఇరవై రూపాయలు ఇస్తే ఆ మంత్రం చేస్తాడు అయిపోతుంది కనుక ప్రియులారే ఇలాంటి ఎన్నెన్నో అవిశ్వాసులు చెప్పిన మాటలు మనం వినకూడదు దేవునికి స్తోత్రం అవిశ్వాసులతో మనం ఉండకూడదు వారికి మనం ఎలా ఉండాలి వేరుగా ప్రత్యేక పరీక్షపడినటువంటి జనాంగం అందుకని దేవుడు పౌలు కొరిందులకు రాస్తూ పౌలు ఏమంటున్నాడు అంటే వారి మధ్యలో నుండి మీరు బయలుదేరి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఉండండి ప్రత్యేకంగా ఉండండి తర్వాత అపవిత్రమైన దానిని ముట్టకూడని అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నాడు ప్రభు చెప్పుచున్నాడు అపవిత్రమైన దాన్ని దేన్ని కూడా మనం ముట్టకూడదు దేవునికి ఇష్టం లేనటువంటి దాన్ని మనం ముట్టకూడదు ప్రిలారా దేవుని బిడ్డలేనటువంటి మనం ప్రత్యేకపరచబడిన వారిగా దేవుని సల్లో మనం ముందుకు సాగాలి అపవిత్రమైనటువంటి వారిని మనం ముట్టకుండా దేవుని కొరకు ప్రిలారా సమర్పించుకొని మనం జీవించాలి ఒకసారి కొన్ని బలగీన మనకు రావచ్చు కష్టాలు మనకు రావచ్చు ఇబ్బందులు మనకు రావచ్చు అయినప్పటికీ దేవుడు నిన్ను ఏం చేస్తున్నారు నీ కుడిచే దేవుడు పట్టుకొని ఉన్నాడు గనక మనం బాధపడక్కర్లేదు దేవుడు నాతో కూడా ఉన్నాడు అని మనం గ్రహించాలి దేవునికి స్తోత్రం కనుక అపవిత్రమైన దాన్ని పుట్టకూడదు మీరు ప్రభు చెప్పుచున్నాడు ప్రభు చెప్పు ఎవరు చెప్తున్నారు మాట ప్రభు పౌలు రాశారు కానీ ప్రభు చెప్పిన మాటలే పౌలు అక్కడ చెప్తున్నారు కనుక ప్రభు చెప్పుచున్న మాటలు దేవునికి స్తోత్రం అలాగనే ప్రియులారా దేవుడిలో మనం ముందుకు సాగుదాం దేవుడు మనం దీవించి మనం బలపరుస్తారు మన కాపాడు కనుక ఇక్కడ ఉంటున్నాడు అండి ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును మీకు తండ్రినయ్యుందును నేను మీకు తండ్రినైయుందును తండ్రినైయుందును మీరు నాకు కుమారులను మీరు నాకు ఎలాగున్నారు కుమారులను కుమారులను ఉన్నారు సర్వశక్తి గల చెప్పుచున్నాడు ఎవరు చెప్పుచున్నాడు సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పుచున్నాడు నేను మీకు తండ్రిగా ఉన్నాను మీరు నాకు కుమారులు కుమార్తెలు కుమారులు కుమార్తెలు అది మనం గ్రహించాలి మనం దేవునికి మనం కుమారులు కుమార్తెలై ఉన్నాము దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు కనుక ఆ విశ్వాసముతో దేవుని కొరకు ప్రియులారా మనం జీవించాలి మన జీవితం దేవుని కొరకు సమర్పించాలి భయంకరమైనటువంటి దినాల్లో రేపటి రోజు లోకములో ఏ వ్యాధి వస్తుందో ఏ బాధలు వస్తాయో మనకైతే తెలియదు కానీ ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి దినం కనుక మనం దేవుని సెల్లో దేవుని యొక్క బిడలుగా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మనం జీవిస్తున్నామని మనం గ్రహించుకొని దేవుడిలో మనం ముందుకు సాగాలి అప్పుడు దేవుడే మనల్ని కాపాడుతారు దేవునికి స్తోత్రం కనుక ప్రిలారే అదే విధంగా ప్రభువులో మనం ముందుకు సాగుతాం ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు అక్కడ మనం చూస్తుంటే నేను నేను మీకు తండ్రి ఉన్నాను మీరు నాకు కుమారులను కుమారులను కుమార్తెలై ఉన్నారు సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు ప్రభు చెప్పుచున్నాడు ఈ మాట సర్వశక్తి కలిగిన దేవుడే ఈ మాట చెప్పుచున్నాడు దేవునికి స్తోత్ర హల్లెలూయా కనుక ప్రభు చెప్పుచున్నాడు తర్వాత ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక మనకి ఈ వాగ్దానములు ఉన్నాయి గనుక దేవుని భయముతో వీళ్ళారా ఈ వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు అదే పౌరు అక్కడ ఎత్తి చెప్తున్నారు ప్రియులారా ఈ వాగ్దానం ఉన్నాయి కనుక మనం చాలా జాగ్రత్తగా మనం ఉంటామంటున్నారు ఈ వాగ్దానం ఉన్నాయి దేవుడిచ్చిన వాగ్దానమే నేను మీకు తండ్రి ఉండాను మీరు నా కుమారులు కుమార్తెలు కనుక దేవుడి తండ్రి యొక్క ఇష్ట ప్రకారం మనం జీవించాలి అదే దేవుడు కోరుతున్నారు అదే పౌలు అక్కడ ఎత్తు రాస్తున్నారు ఈ వాగ్దానము ఉన్నవి ఉన్నది కనుక దేవుని భయముతో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని సంపూర్తి చేసుకొని పిల్లారా ఇక్కడ మనం చూసినట్లయితే మాటలు చాలా విషయాలు ఉన్నాయి మనం చూసినప్పుడు దేవుడు మనకు తండ్రి కుమారన కుమారులు కుమార్తెలు ఉన్న ఉందని ఈ వాగ్దానం ఈ వాగ్దానం దేవుడు మనకు ఇచ్చారు ఈ వాగ్దానం మనకు ఉన్నాయి కనుక దేవుని భయముతో దేవుని భయముతో పరిశుద్ధతను పరిశుద్ధ సంపూర్తి చేసుకొనొచ్చు సంపూర్తి చేసుకొనొచ్చు ఇప్పుడు ఇలా చూడండి ఆ మాటలో చాలా అర్థం లోతైన దేవుని ఎందు భయం కలిగి ఉండాలి భయం కలిగి భయం కలిగి బైబిల్లో చూసినప్పుడు ఒక ఒక కథ ఉంది రాత్రి చెప్పాను కదా భయం లేనిటువంటి దేవుడు అంటే భయం లేదు మనుషులంటే మనుషులంటే ఏంటది భక్తి లేదు భయము భక్తి లేనటువంటి సదాధిపతి అలాంటి శతాధిపతులు చాలామంది ఉన్నారు అలాంటి అవిశ్వాసం చాలామంది ఉన్నారు అలాంటి వారు మనుషులు చాలామంది దేవుడు అంటే భయం లేదు మనుషులు అంటే లేదు పిల్లారి దేవుడు అంటే భక్తి లేదు మనుషులు అంటే భయం లేదు అలాంటి వారు చాలామంది ఉన్నారు అక్కడ మనం చూసినట్లయితే భయము కలిగి దేవుళ్ళు ఎలా ఉండాలి మనము మనం ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు ఉన్నాడు ఏ తప్పు మనం చేసేమో ఒకవేళ తప్పు చేయడానికి ప్రేరేపించినా దేవుడు నాకున్నాడు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం మనకు ఉండాలి దేవుడు అంటే భయపడాలి జీవం కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడే నా దేవుడు అని మనం దేవుని సల్లో భయముతో ఉండాలి కనుక ఆ దేవుడు అంటే భయము తర్వాత పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని పరిశుద్ధతను సంపూర్తి చేయాలి చూడండి ఆ మాట మీరు వింటున్నారా ఏం చేయాలి ఒక్క మాటలో చదివి మనం పోతాం తర్వాత మనకు గుర్తే ఉండదు ఒక్కసారి ఆలోచించండి పరిశుద్ధతను ఏం చేయాలి సంపూర్తి చేయాలి పరిశుద్ధత అంటే పవిత్రమైన జీవితం పరిశుద్ధమైనటువంటి మాటలు పవిత్రమైనటువంటి జీవితాలు ఈ పరిశుద్ధత పవిత్రత మనం కాపాడాలి ఈ పవిత్రత మనం ఏం చేయాలి సంపూర్తి చేయాలి దాన్ని సంపూర్తి చేయాలి అంటే పరిశుద్ధంగా మనం జీవించినప్పుడే ఏదో ఒక బలగింద మనకు వస్తుంది మన పౌత్రంగా చాలా భక్తి కలిగి మంచిగా అలాగనే పరిశుద్ధంగా జీవించినప్పుడే ఏదో ఒక దుష్టుడు మనల్ని ఎదుర్కొంటాడు ఏ శత్రు దుర్మార్గుడు ఆడు నాలుగు బూతులు చెప్తాడు నాలుగు బూతులు చెప్తే మనం కూడా పది బూతులు చెప్పకపోతే బాగుంటుందని మనం కూడా మాట్లాడతారు ఇంక అక్కడ ఏమైంది పరిశుద్ధత కోలిపోయిందా ఉందా కోరిపోయింది పరిశుద్ధ కోల్పోతూ ఉంటాం అలాగని ఇంకా ఎర ఏ తప్పులు ఏ ఏ తప్పులైనా కానీ ఏదో ఒకటి చేయటానికి సాతాన్ని ప్రేరేపిస్తాడు అప్పుడు మన పరిస్థితి ఏమైపోతుంది తగ్గిపోతుంది కనుక ప్రిల్లారా బైబిల్లో మనం చూసినట్లయితే మీ పరిశుద్ధతను మీరు ఏం చేయాలి సంపూర్తి సంపూర్తి చేసుకొని పరిశుద్ధతను సంపూర్తి చేయాలి నీ పౌత్ర జీవితాన్ని ఇంకా పౌత్రలో నడిపించాలి ఇంకా పౌత్రలోనికి జీవించాలి అందుకని బైబిల్ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉన్నది ఏ మాట అది అది ఇరవై రెండో అధ్యాయం అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయను గాక అపవిత్ర చేసిన వాడు దుర్మార్గం చేసిన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము ఇంకా నీతిమంతుడుగా ఉండాలి ఇంకా పరిశుద్ధులుగా ఉండాలి ప్రియులారా దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే దుర్మార్గులు దుర్మార్గమే చేసుకొని దాన్ని వదిలేసేయండి కానీ పరిస్థితులు ఏం చేయాలండి మందులు ఏం చేయాలండి ఇంకా నీది మందులు ఇంకా నీది మందుడు పరిశుద్ధులు ఇంకా పవిత్రత ఇంకా పవిత్రత ఇంకా ప్రియులారి ఆ ప్రభు రాక్కడ కొరకు ఎదురు చూచి నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి దేవుని కొరకే జీవించాలి మీ జీవితం దేవుని కొరకు సమర్పించాలి రోజు రోజు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం అపవిత్రమైనటువంటి లోకంలోనే మన జీవితం అయితే దేవుని కొరకు మనం సమర్పించుకొని పరిశుద్ధత కలిగి దేవుడిలో మనము ముందుకు సాగాలి కాబట్టి అలాగనే ముందుకు సాగడానికి మన జీవితం సమర్పించుకుందాం పరిశుద్ధులు ఇంకను ఎలా ఉండాలి పరిశుద్ధముగానే కనుక కొరింత పత్రికలను చూసినట్లయితే మీరు దేవుని భయం కలిగి మీ పరిశుద్ధమని మీరేం చేయాలి సంపూర్ణ చేసుకొని శరీరమునకును శరీరములను ఆత్మకును కలిగిన ఆత్మకు కలిగిన సమస్త కల్మషముల నుండి సమస్త కన్మషం శరీరంతో మనం పాపం చేస్తాం శరీరము కలిగినటువంటి కన్మషం ఆత్మలో మనం పాపం చేస్తాం దేవుడిలో నుంచి దూరం అయిపోతూ ఉంటాం విశ్వాసం లేకుండా భక్తి లేకుండా దేవుడిలో దూరం అయిపోతూ ఉంటాం ఆత్మలో కలిగినటువంటి కన్వర్షం శరీర కన్వర్షం ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేయాలి దూరం చేయాలి పవిత్రమైనటువంటి జీవితం చేయాలి శరీరములోను ఆత్మకును కలిగిన కలిగిన సమస్త కల్మషము నుండి కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము మనల్ని పవిత్రులుగా చేసుకుందుము దేవునికి స్తోత్రం మనల్ని మనం ఏం చేయాలి పవిత్రులుగా నా మాట నేను ముగిస్తున్నాను ప్రియులారా దేవుని యొక్క సరిలో మన జీవితాలు సమర్పించుకుందాం పరిశుద్ధంగా మనం జీవిస్తాం ప్రియులారా భయంకరమైనటువంటి వ్యాధి కరోనా వ్యాధి వచ్చినప్పుడు రోగం అంతా గడగడ వణుకుతున్నది భయంకరంగా ఉన్నాయి కానీ ఈ వ్యాధి అంతం కాదు ఏ ఇంకా ఘోరమైనటువంటి మనం వినబోతున్నాం భయంకరమైనటువంటి బాధలు వ్యాధులు బాధలు ఎన్నెన్నో లోకానికి రాబోతుంది ఏ విధంగా ముందుకు సాగాలో ఏ విధంగా జీవించాలని మన ప్రియులారా భయపడుతున్నటువంటి రోజులు మనకు రాబోతుంది కానీ ఆ కష్టాలు శ్రమకాలం రాకముందే గతరాత్రి రాత్రి ప్రకటన గ్రంథంలో విన్నాం రా కాలం ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు శ్రమల కాలం లోకానికి రాబోతుంది రాబోతుంది ఆ శ్రమల కాలంలోనే మనం విడుదల పొందాలి అయితే సంఘము దానికి ముందే ఎత్తబడుతుంది అని దేవుని గ్రంథములో మనం చూస్తున్నాం అదే మనం నమ్ముతున్నాం ఆ కాలం రాకముందే భయంకరమైన దినాలు రాకముందే బైబిల్లో ప్రకటన గంధంలో ఉన్నది అక్కడక్కడ అగ్ని వర్షాలు గంధక వర్షాలు భయంకరమైన స్థితి ఓ కొంతమంది లోకంలో అక్కడక్కడ చనిపోయారు దేశాలకు నష్టం కలిగింది చావు కలిగింది భయంగా ఉంటుండదన్నీ లోకంలో ప్రియులారి బొమ్మలు అనుభవములు తీసుకొచ్చి పడేసినప్పుడు దేశం అంతా కాలిపోతుంది ఇలాంటిదన్నీ లోకంలో జరగబోతున్నది కనుక ప్రియులార మనం ఇప్పుడు ఏం చేయాలి మనం నేలుకొని ఉండాలి దేవుని సలో ఇదన్నీ కూడా ఏస యొక్క రాక్కడికి గుర్తని మనం గ్రహించుకొని పవిత్రమైనటువంటి జీవితం చేసుకొని మన పరిస్థితులను మనం కాపాడుకొని దేవుని ఎందు మనం భయం కలిగి భక్తి కలిగి ప్రభు రాక్కడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ఆమె హాలెలుయా ప్రభు అయినటువంటి వేసే రాక్కడలు మనం ఎత్తపడాలి దేవునితో కూడా మన యుగాయుగములు దేవునితో కూడా ఉన్నటువంటి ఒక రోజు మనకు రాబోతుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఆమె హాలెలుయా ఆ విశ్వాసమే లేదు విశ్వాసం నేను సోతం చెప్పండి చెప్పకుండానే సోతం చెప్తారు ఏమో జరుగుతుందా లేదా అని అవిశ్వాసం అవిశ్వాస హృదయం చాలామందికి వచ్చేసింది అవిశ్వాసం అవిశ్వాసాన్ని తొలగిస్తాం ప్రభువులో జీవ విశ్వాసం కలిగి ఉండాం దేవుని కొర జీవిస్తాం దేవునికి కనుక ప్రియులారా ప్రభువులో మనం ముందుకు సాగుదాం దేవుడు మనం దీవిస్తారు అని కృపానుగ్రహిస్తారు మోకరించండి ప్రార్థన చేసుకుందాం